నేనేదో పని ఎత్తుకుంటున్నాను చూసారా లైవ్ లైవ్ పెట్టాను కదా ఇది చూసుకో లైవ్ అక్కడ ఫోన్ తెచ్చుకున్నావా di channelnya nyo apa apa enrolin namanya సమయం అద్దాలదే ఉంటది కదా మనది దానికి వెనకాల రేడియం స్టిక్కర్లే పెడతాం కదా మనం దాని దాని ఫస్ట్ దాకలోని రెడ్ కలర్ సంచి ఉంటది ఆ స్వామికి ఇచ్చి నువ్వు పడుకున్నాక రమ్మా రావా ఆ లేదు రాను రావా సరే సొమ్ము పది రూపాయలు డ్రాప్ పడ్డా చేస్తా డబ్బులు లేవు సమ్మ దాంట్లో ఇందాక అయిపోయింది Chegou a hora. Solta o som. బ్యాగ్ బ్యాగ్ కలెక్షన్ చూపించిన ఫ్రీగా ఇచ్చి తీసుకున్నావా చెప్పవాలి స్వామి ఈ టైంకి చేస్తాను అయిపోద్దాం మరి ఇంట్లో ఉంటాను టైం ఎంత టైం ఎంత ఇచ్చాడు నిలబెట్టచ్చు స్వామి ఏడు లాస్ట్ ఏడు రేపు ఏడుతో బ్యాక్ ప్యాక్లు ఇవ్వ అన్ని బ్యాక్ ప్యాక్లు చాలా బ్యాక్ ప్యాక్లు ఉంటాయి ఇంటికాడ ఉంటాను స్వామి అన్నీ బ్యాక్ ప్యాక్లు ఫాస్ట్ గట్టిగానే ఉంటాను అది కొనుక్కుంటూ కొనుక్కో Chegou a hora, solta o som. chegou a hora. Solta o som. Daí eu lembro, né, Então. Da hora. Já é, foi, é, eu vou ter. సంవత్సరం నేను సినిమాలు చూడట్లేదు నెట్లో ఉందా నెట్లో లేదు ఇక్కడ రాలేదు నెట్లో రాలేదా వచ్చింది కానీ ప్రింట్ బాగాలేదు హెచ్డి వచ్చాక డౌన్లోడ్ చేద్దాం Chegou a hora. Solta o som. Onde onça que você está? Você está? Você está? Você está? Você está? Você está? Você está? Você está? Você está? Você सामान है अकाउंट में చేస్తాడు నేనే ప్రో కలెక్షన్ అని నేను అమ్ముకుంటు మా సామొచ్చి అమ్మాయి మాకు పోనీ సరిగ్గా ఏమీ లేవు గన్ స్కిన్ లేవు ఏమీ లేవు చూస్తాను

నాయుడు నాయుడు నాయుడు Baru Royale, battle in style. भैया कर ले रहे भैया यहाँ नहीं नहीं पीछे मुड़ के बड़ा क्या रहता है लाल लाल डब्बा उसको एक बार करके देखना Thank you. No settlements in the flood were economic. వచ్చిన నుంచి ఇంట్లో వైఫై చేస్తున్నాను వచ్చిన నుంచి ఇంట్లో వైఫై ఎంచుకుంటాను అట్లా దానిలో नो शाम लो पेरेंट्स को मेरे शाम आप अब गेम शाम वो लाइक इस आल्सो ना यहाँ पे ब्लैक वाइट सो तो वास्तव में मंदिर जाऊँ तो నలుగురు అడిగారు తెలుసా కొండిచ్చాను లైక్ కొట్టవా పేజ్కి ఫస్ట్ వైజ్ వస్తుంది శ్యాము అంటారు శ్యాము साड़ी साड़ी नहीं शुरू करा गैपी आम पकन गैपी लाइव मैच कर सच को हाँ नंबर फिफ्टी हो गया ना हम्म చూసి లైవ్ చూసి వన్ జీరో వన్ జీరో సిక్స్ ఎయిట్ జీరో వన్ జీరో సిక్స్ ఎయిట్ సెవెన్ త్రీ సెవెన్ ఫోర్ రేపు మంది రండి చూడండి ఏడింటిగా ఏడున్నర అతను అతను ఇప్పుడు ఈ మ్యాచ్ అయిపోయింది చర్చిలో కొట్టే పేరు వచ్చేసి వెతుక్కోవడానికి హాయ్ చెప్పు నెక్స్ట్ వచ్చి నాకు తెలిసిన మా నాన్నగారు తెలుసుకోవా స్టేటస్ వస్తుంది చూడు నేను హాయ్ పెడతాను పర్లేదు నాకు వచ్చింది జగదా స్టేటస్ చూడు వచ్చిందా లింకు వాట్సాప్ బాగా షేర్ చేస్తుంది ఏముండదు సంగతి గేమ్ ఫస్ట్ ఎవడికి రాదు ఒక గంట కూర్చుంటే మొత్తం వచ్చేస్తుంది ట్రైనింగ్ ఆడాలి ట్రైనింగ్ ఆడాలి ట్రైనింగ్ ఆడలేదు ఫస్ట్ నుంచి లైవ్ మ్యాచ్లో ట్రైనింగ్ ఎప్పుడు ఆడలేదు బూత్ మొన్న ఆడిన ట్రైనింగ్ నా పేజ్కి వెళ్ళి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ ఫాలో చేయి అమ్మ ఎవరు దక్కవుతామా Gracias, no, no, no. రెండు వెళ్ళి వెళ్ళి ఇంట్లో కాళ్ళ తీరుకోవాలి బోయ కొట్టలేదు నువ్వు కాన్సెప్ట్ దాపనైనా బోయ కొట్టేస్తాను వచ్చిందా లింకు Sì, può, lo corto. Ya dediğim gibi bir fabrikasında bir bomba aldı. Yardım anlatmıştım. Yalanlar emniyeti. ఉంటుందమ్మా మన మీద మామూలుగా ఎన్ని నిమిషాలు చూడండి రెండు నిమిషాలు లేకుండా శాటిలైట్ కదా సరే చూసుకోండు రూమ్ కడుతున్నా రెండు నిమిషాలు లైవ్లో రూమ్ చూడు రూమ్ కడతాను చూసుకో వీడి పంపు వీడి చెప్పు சரிகத்தில் அபிவிருத்தப்படுகிறது ఇంకోటి చెప్తుంటే ఇంకోటి గుర్తు గుర్తు గుర్తు నైన్ ఫైవ్ ఫైవ్ నైన్ ఫైవ్ ఫోర్ ఫైవ్ టూ త్రీ ఫోర్ గుర్తు കഴിച്ചത് ഓ നാലിപ്പോ നല്ല ബാക്ക് വാട്ടറുണ്ട് ലൈവിലെ പ്രാർത്ഥന ചൂട് 어, 이거 맞지? To be the best, you need the Chegou a hora, solta o som. 我不老。 呱铃呱铃呱铃呱铃，呱铃呱铃呱铃呱铃。 డయల్ చేసిన పై ఇన్కమింగ్ సేవలు నిలిపివేయబడ్డాయి మరలా

ట్వంటీ ఫైవ్ రూపీస్లో ఉంటుంది సోడా ఒకటి बाबा क्या करता है है लाइट वाला है कुछ अलग अलग कर लो Lay like, lay like, lay Hello, hello, hello, everyone. Today, Soro Sochoro by produção. Chegou a hora. Solta o som.